ఆందోళన జనం ఇది తెలంగాణ విమోచనం రణం ఇది రజాకార్ల పతనం చిక్కుల్లో పిక్కు పిక్కు అంటూ జనం దిక్కులు పిక్క జిల్లాలో ఎక్కి ఎక్కి కుములుకుంట ప్రాణాలను ఎక్కు పెట్టి పోరాడిన అమరుల త్యాగాల బలం అదే విర్రా బిడ్డ ఇది నీదారా అడ్డ అని గర్జించను సరదా వల్లభాయి పటేల్ సమరం చేసుకున్నాడు అరర భూములు చాకలు గుంచి భుక్తికి లేకుండా చేసి మరలబడితే మన సావులు వాని కళ్ళ చూసిండు నాలుగు వేల ఐదు వందల మంది ఉసురు పోసుకున్నాడు అని గర్జించను సర్దార్ వల్లభాయి పటేల్ సమరం నీ అయ్యది ఈ జాగిరా ఇది భరత భూమిరా అని నిజామోని మెడలు వంచి సాధించిన సమయం సాగిరుదారు ఆ దొరల వెట్టి చాకిరి తీరు రజాకార్ల రాక్షసత్వము మానవ మృగాల తత్వము కళ్యాణతో పొడుస్తుంటే గాలిలోన ప్రాణాలు చుట్టుపట్టి కత్తెదించిన పంచి సాధించిన సమయం జజ్జన కరి జ